గుడ్ సో ప్రతి ఒక్కళ్ళు అందరూ ది బెస్ట్గా చేయండి మీ బాడీ కంటే మించింది ఏది లేదు కొన్ని కోట్ల విలువైన మీకు విల్లా ఉన్న కొన్ని కోట్ల విలువైన కార్లు బంగ్లాలు ఫ్లాట్లు స్థలాలు పొలాలు ఎకరాలు ఉన్నా ఏం చేసుకోలేరు కానీ ఒక మంచి హెల్తీ బాడీ ఉంటే చాలు సరేనా so I wish all the everyone all the best అందరు హెల్దీగా హ్యాపీగా ఉండాలి అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి అందరు కొంచెం శ్రద్ధగా వినండి సో దట్ మీకు క్లారిటీ వస్తుంది మీ కొన్ని పాయింట్స్ అర్థమవుతాయి ఆ పాయింట్స్ కొన్ని చేంజెస్ చేసుకోవడం వల్ల మీ లైఫ్ స్టైల్ అనేది కొంచెం మార్చుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది one of the senior coach is ready మన టాపిక్ చెప్పడానికి సో మీరందరూ ఒక్కసారి క్లాప్స్ ఇస్తే కనుక మనం సత్య సార్ని వెల్కమ్ చేసుకుందాం ఒకసారి అందరూ క్లాప్స్ ఇవ్వండి so help you welcome to invite Satya sir on to the screen to play speaker thank you thank you so much sir for inviting me thank you each and everyone participating and ప్రతి ఒక్కళ్ళకి శుభోదయం ఎంతమంది డైలీ ఎక్సైటింగ్ గా స్టార్ట్ చేశారు ఎంతమంది స్ట్రెంత్ వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నారు వర్కౌట్స్ ఎంతమంది స్ట్రెంత్ వర్కౌట్ అయ్యేది కాదు వర్క్ అంతే అంతేనా ఓన్లీ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ అంతేనా ఓకే డన్ ఇప్పుడు మీకు తెలిసింది అసలు వర్కౌట్ చెయ్యాలా వద్దా వర్కౌట్ చేయడం వల్ల మనకి ఏంటి అని అవునా నీట్ గా బుక్ అండ్ పెన్ పెట్టేసుకొని కూర్చోండి అండ్ ఇంక్లూడింగ్ మీ ఎఫ్రెషర్ నాది నాకు ఇక వాయిస్ సరిగ్గా లేదా సార్ పదా సార్ క్లియర్గా ఉంది సార్ క్లియర్గా ఉంది నన్ను ఒక్కసారి మీ ఫోన్ స్క్రీన్ మీ ఆడియో చెక్ చేసుకోండి ఎవరికైతే డిస్టర్బెన్స్ అనిపిస్తుందా okay and thank you first సెషన్లోకి వెళ్ళే ముందు I would like to share my result my experience with nutrition so నేను two thousand fourteen March fourteenth నేను న్యూట్రిషన్ స్టార్ట్ చేశాను almost of all eight years complete అవుతుంది ఇంకొక జస్ట్ వన్ మంత్ తోటి ఎప్పుడైతే నేను న్యూట్రిషన్ స్టార్ట్ చేశాను న్యూట్రిషన్ స్టార్ట్ చేసిన తర్వాత అమేజింగ్ గా two and half months time period లో థర్టీన్ కేజీస్ ఫ్యాట్ లాస్ అయ్యారు కొంచెం ఫ్యాట్ లాస్ నేను జరిగింది వెయిట్ లాస్ కాదు ఫ్యాట్ లాస్ సో దాని తర్వాత నా బాడీ లోపల ఉన్నటువంటి చిన్న చిన్న కాంప్లికేషన్స్ కొన్ని చిన్న చిన్న డిజార్డర్స్ ఉన్నాయి ఆ డిజార్డర్స్ అనేవి నాకు పోయినాయి లైక్ గాల్ బ్లాడర్ పాలిప్స్ కావచ్చు షోల్డర్ డిస్ప్లేస్మెంట్ కావచ్చు అండ్ ఇండైషన్ ప్రాబ్లం కావచ్చు సో గాల్ బ్లాడర్ పాలిప్స్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం వచ్చింది అండ్ ఆ గాల్ బ్లాడర్ పాలిప్స్ అనేవి పోయినాయి ఎప్పుడైతే నా విజువల్ ఫ్యాక్ట్ పోయింది అప్పటి నుంచి ఇప్పుడు దాకా సేమ్ వెయిట్ నేను మెయింటైన్ చేసుకుంటాను అట్ ది సేమ్ టైం నేను ఇదే న్యూట్రిషన్ యూజ్ చేసి నా షోల్డర్ ప్రాపర్గా సెట్ అయింది అని నాకు తెలిసిన తర్వాత నేను గమనించిన తర్వాత ఎక్సర్సైజ్ చేయడం కూడా స్టార్ట్ చేశాను అండ్ దాని తర్వాత కంప్లీట్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేశాను అట్ ప్రెసెంట్ నా ఫేవరెట్ ప్రొడక్ట్స్ వచ్చేసి kitchen skin booster and rebuild spell and night works ఈ త్రీ ప్రొడక్ట్స్ అయితే నేను ఏ ఒక్క రోజు కూడా మిస్ చేయను సో కంప్లీట్గా నేను యూజ్ చేస్తుంటాను three hundred sixty five days so ఏదైనా కావచ్చు ఈ మటుకు అసలు నేను మిస్ మిస్ చేయను అండ్ ఇది నా రిజల్ట్ అందరికి సేమ్ రిజల్ట్ సేమ్ ఇట్లాగే వస్తుందంటే కాదు ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ బాడీ ఆ టైప్ని బేస్ చేసుకొని వాళ్ళ మెటబాలిజంని బేస్ చేసుకొని వాళ్ళకి రిజల్ట్స్ అనేవి వస్తుంటాయి బట్ యావరేజ్ గా one to one to two pounds దాకా మనం uh, తగ్గుతూ ఉండొచ్చు అంటే half kg to one kg దాకా ఎవ్రీ వీక్ మనం uh, ఆ రిజల్ట్ ని చెక్ చేసుకుంటూ ఉండొచ్చు బట్ uh, అది కూడా మనం చేసేటువంటి డెడికేషన్ బేస్ చేసుకోవాలి okay and thank for using my result so నేను ఈరోజు టాపిక్లోకి వెళ్తాను ఏంటి ఈరోజు టాపిక్ హార్మోన్స్ అవునా హార్మోన్స్ అంటే ఏంటి అసలు హార్మోన్స్ దేనికి యూజ్ అవుతుంది అంటే మన బాడీ లోపల కంప్లీట్ నర్వస్ సిస్టమ్ పనిచేయాలన్న హార్మోన్స్ పనిచేయాలన్న ప్రతి ఒక్క దానికి మనకి హార్మోన్స్ యూజ్ అవుతాయి మన బాడీ అనేది కంప్లీట్ హార్మోన్స్ ఈ హార్మోనల్ ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉంటుందో లేదు కంప్లీట్ లో ఉంటుందో ఆ టైంలోనే మన లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాం సో హెల్తీ లైఫ్ స్టైలా అన్హెల్తీ లైఫ్ స్టైలా సో ఇదంతా ఓకే అండ్ అసలు హార్మోన్స్ దేనికి అంటే కంప్లీట్ చెప్పాను కదా మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క పని మనం నవ్వాలి అన్నా మనకు హార్మోన్ జనరేట్ అవుతుంది మనం ఏడవాలన్నా సరే మనకి హార్మోన్ జనరేట్ అవుతుంటాయి అండ్ మనం నిద్రపోవాలన్నా ఒక హార్మోన్ మనకి ఆకలి వేయడానికి ఇచ్చినా సరే ఒక హార్మోన్ ఇట్లాగా కంప్లీట్ మన బాడీకి హార్మోన్స్ తోటి ఉంటుంది అసలు ఏంటి హార్మోన్స్ చేసే పని అంటే కనుక మనకి ఎప్పుడైతే బాడీ లోపల హార్మోన్స్ జనరేట్ అవుతుందో అంటే ఒక కెమికల్ రియాక్షన్స్ అనేది జరిగి మనకి మెసేజ్ మెసేజ్ అనేది పాస్ అవుతూ ఉంటుంది అనమాట సో పర్టికులర్ ఆర్గాన్ నుంచి ఇంకొక ఆర్గాన్ మన టిష్యూస్ కి వీటికి అందుతూ ఉంటుంది అసలు దేనికి ఇది అంటే కనుక మనకి బాడీ అనేది గ్రోత్ ప్రాపర్ గా జరుగుతుండడానికి మన బాడీ డెవలప్మెంట్ అవుతుండడానికి మన మెటబాలిజం ని బ్యాలెన్స్ చేసుకోవడానికి అండ్ మన రిప్రొడక్షన్ సిస్టమ్ అనేది ప్రాపర్గా ఉంటూ ఉండడానికి దీనికి బాగా యూజ్ అయ్యేది ఏంటి అంటే కనుక ఎట్రోసిన్ గ్లాండ్ అని చెప్పి ఉంటుంది సో ఈ ఎడ్రోసిన్ గ్లాండ్ ఏం చేస్తుంది అంటే కనుక మన ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఉండేటువంటి రియాక్షన్స్ స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది అండ్ మేజర్ uh, గా మనం చెక్ చేసుకుంటే ఫస్ట్ uh, మనకి హార్మోన్ జనరేట్ చేసేది ఏది అంటే కనుక pituitary gland so pituitary gland అనేది మన బ్రెయిన్ లో ఉంటుంది అత్యంత చిన్న గ్లాండ్ అనమాట ఇది చాలా చిన్నగా ఉంటుంది బట్ మన కంప్లీట్ బాడీ గ్రోత్ని రెగ్యులేట్ చేసేది ఇదే ఈ పిచ్యూటరీ గ్లాండ్ అండ్ నెక్స్ట్ మనకి థైరాయిడ్ ఈ థైరాయిడ్ ఏం చేస్తుందంటే మనకి థైరాక్సిల్ అనేటువంటి హార్మోన్ జనరేట్ చేస్తుంది ఈ థైరాక్సిల్ హార్మోన్ ఏం చేస్తుందంటే కనుక మన ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మన మెటబాలిజం రేట్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి అండ్ మన గ్రోత్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండడానికి ఈ థైరా థైరాక్సిల్ హార్మోన్ జనరేట్ యూజ్ అవుతుంది నెక్స్ట్ పారాథైరాయిడ్ గ్లాండ్ ఈ పారాథైరాయిడ్ గ్లాండ్ ఏం చేస్తుందంటే కనుక పారాథార్మోన్ అనే హార్మోన్ జనరేట్ చేస్తుంది ఇదేం చేస్తుందంటే మనకి ఇచ్చేటువంటి కాల్షియం మన బాడీ యూజ్ చేసుకుంటూ ఉండాలి అండ్ మన బాడీ లోపల స్టోర్ అవుతూ ఉండాలి ఈ స్టోరింగ్ చేసుకోవడానికి అండ్ మన బాడీ యూజ్ చేసుకుంటూ ఉండడానికి ఈ పారాథార్మోన్ అనేటువంటి హార్మోన్ అనేది మనకి యూజ్ అవుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఎటర్నల్ గ్లాండ్ ఈ ఎటర్నల్ గ్లాండ్ ఏం చేస్తుందంటే ఎటర్నల్ అనేటువంటి హార్మోన్ జనరేట్ చేస్తుంది ఇది దేనికి మనం కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే కంటిన్యూ ఏమన్నా అవుతూ ఉన్నా సరే మనం జస్ట్ వెంటనే రియాక్ట్ అవుతాం అంటే ఆ కన్ను రెప్ప క్లోజ్ చేయట్లేము అండ్ లేదు ఏదైనా జస్ట్ కొంచెం కాలింది కొంచెం వేడి అనిపించింది అనే సెన్సిటివిటీ మనకి వస్తుంటుంది సో ఇట్లాంటి అంత ఎమర్జెన్సీ దానికి మనకి యూజ్ అయ్యేటువంటి గ్లాండ్ ఏంటి అంటే కనుక ఎడర్నల్ గ్లాండ్ సో ఇది ఎడర్నల్ అయిన అనేటువంటి హార్మోన్ జనరేట్ చేస్తుంటుంది సో ఇది కంటిన్యూస్ గా ప్రొడక్షన్ లోనే ఉంటూ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి మనకు వచ్చేసి pancreas major hormone major gland ఈ ప్యాంక్రియాన్ చేస్తుందంటే కనుక మనకి ఇన్సులిన్ జనరేట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఇన్సులిన్ ప్రాపర్ గా మనకి జనరేషన్ లో ఉంటుందో ఆ టైంలో ఏమవుతుందంటే కనుక మన బ్లడ్ లోపల గ్లూకోజ్ లెవెల్స్ ఏదైతే యాడ్ ఆన్ అవుతూ ఉంటాము సో దాన్ని మనకి కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు ఇలాంటి కంట్రోల్ చేసేటువంటిది ఇన్సులిన్ ఈ ఇన్సులిన్ జనరేట్ చేసేది ప్యాంక్రియా సో ఎప్పుడైతే ఈ ప్యాంక్రియా అనేది ఎఫెక్ట్ అవుతుందో ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ ఫ్లక్చుయేషన్స్ అవుతూ ఉంటాయి దీన్ని మనం చెక్ చేసుకోవాలి అండ్ మేల్స్ కి టెస్టిస్ సో ఈ టెస్టిస్ నుంచి మనకు జనరేట్ అయ్యేటువంటి హార్మోన్ ఏంటంటే కనుక టెస్టోస్ట్రాన్ అండ్ ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే కనుక మెయిల్ గ్రోత్ ఇంప్రూవ్ అవడానికి అండ్ నెక్స్ట్ రిప్రొడక్షన్ సిస్టమ్ దానికి ఈ టెస్టోస్ట్రాన్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది సో ఎప్పుడు ఈ టెస్టోస్ట్రాన్ జెంట్స్ కి కూడా రిలీజ్ అవుతుంది బట్ సారీ లేడీస్ కి కూడా రిలీజ్ అవుతుంది సారీ లేడీస్ కి కూడా రిలీజ్ అవుతుంది బట్ చాలా తక్కువ అనమాట సో జెంట్స్కి ఏంటి అంటే కనుక కంప్లీట్ బాడీ గ్రోత్ అనేది డిపెండ్ అయ్యేది ఈ టెస్టోస్ట్రాన్ హార్మోన్ మీద మాత్రమే బేస్ అయి నెక్స్ట్ లేడీస్కి ఓవరీస్ సో ఈ ఓవరీస్ ఏం చేస్తుందంటే కనుక ఈ ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ అనేది జనరేట్ చేస్తుంటుంది దీంతో పాటుగా లిటిల్ అమౌంట్ ఆఫ్ టెస్టోస్ట్రాన్ ని కూడా జనరేట్ చేస్తుంది ఇది ఏం చేస్తుందంటే కనుక లేడీస్ గ్రోత్ రేట్ ని బ్యాలెన్స్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది అండ్ దీంతో పాటుగా ఫిమేల్ రిప్రొడక్షన్ సిస్టమ్ కి సంబంధించినటువంటి సో ఈ ఫోర్టీస్ ఫార్మేషన్ కావచ్చు దానికి ఇదే యూజ్ అవుతుంది అండ్ దీంతో పాటుగా వాళ్ళకి ఎప్పుడైతే ఎనర్జీ లెవెల్స్ అనేది ఉంటుందో ఎనర్జీ లెవెల్స్ ఏవైతే ఉంటాయో మీ ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతూ ఉండడానికి ఎనర్జీ లెవెల్స్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉండడానికి టెస్టోస్ట్రాన్ అనేది సపోర్ట్ అవుతూ ఉంటుంది లేడీస్ అండ్ అసలు ఎట్లాగా వర్క్ అవుతుంది అంటే కనుక ఇది ఒక బయాలజికల్ ప్రాసెస్ సో ప్రతిదీ మన ఆ బాడీ అనేది హార్మోన్ జనరేట్ చేస్తుంది హార్మోన్ హార్మోన్ జనరేట్ చేస్తుంది ఈ హార్మోన్ అనేది ఏం చేస్తుందంటే మన టార్గెట్ కి రీచ్ అవడానికి సో ఫస్ట్ రిసిప్టర్స్ అన్ని రిలీజ్ చేస్తుంది సో ఎప్పుడైతే టార్గెటెడ్ కి కాంటాక్ట్ అవుతుందో ఆ టైంలో సో ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అండ్ అసలు దేనికి యూజ్ అవుతుంది హార్మోన్స్ అంటే కనుక కంప్లీట్ మన బాడీ అనేది మెటబాలిజం బూస్ట్ చేసుకుంటూ ఉండడానికి మన మసిల్ గ్రోత్ అవుతూ ఉండడానికి మనకి ఆకలి అనిపించాలి అన్నా సరే మన హార్ట్ రేట్ అనేది ప్రాపర్గా ఉంటూ ఉండడానికి అండ్ uh, మన రిప్రొడక్షన్ సిస్టమ్ అనేది ప్రాపర్గా పనిచేస్తూ ఉంటాను సో దీనికి యూజ్ అవుతూ ఉంటుంది సో అంటే జెంట్స్ uh, కి uh, అయ్యేటువంటిది అండ్ లేడీస్ కి మెన్స్ట్రేషన్ టైం సో ఇదంతా బ్యాలెన్సింగ్ గా జరగాలి అంటే సో హార్మోన్స్ అనేది నార్మల్ గా జనరేట్ అవుతుంటారు అనమాట ఇందాక ఆల్రెడీ చెప్తున్నాను కదా చెప్పాను కదా pituitary gland so master gland అనమాట ఇది బ్రెయిన్ బ్రెయిన్ దగ్గర ఉంటుంది సో ఇది చేసే పని ఏంటి అంటే కనుక కంప్లీట్ ఆ బాడీకి కావాల్సినటువంటి హ్యాపీ హార్మోన్స్ ని జనరేట్ చేసేటువంటిది ఇదే అంటే హ్యాపీ హార్మోన్స్ లో కూడా మనకి four different types of hormones ఉంటాయి ఫస్ట్ వన్ వచ్చేసి endorphins and second one dopamine third one serotonin fourth one oxytocin so ఈ హార్మోన్స్ ఏం చేస్తాయి అంటే కనుక మనం ఏదైనా హ్యాపీగా ఫీల్ అయ్యాము అన్నా ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ తో ఫీల్ అవుతున్నాము అన్న ఎక్కువ మనకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అన్న సో దానికి కారణం ఏంటి అంటే కనుక ఈ ఫోర్ హార్మోన్స్ దేనికి మనం ఫీల్ గుడ్ అవుతూ ఉండడానికి మన బాడీ రిలీజ్ చేసేటువంటి కెమికల్ రియాక్షన్స్ అండ్ అసలు ఫస్ట్ హార్మోన్ మనం చూసుకుంటే ఎడ్రోఫిన్స్ అది ఎడ్రోఫిన్స్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే కనుక మనం ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటామో ఎక్సర్సైజ్ చేసేప్పుడు మన బాడీకి పెయిన్ అనేది వస్తుంటుంది ఎక్కువ స్క్వాట్స్ చేసాము లేదంటే లెగ్ ఎక్సైజ్ చేసాము చెస్ట్ ఎక్సైజ్ చేసాము ఏదైనా వర్కౌట్ చేసినప్పుడు ఒక పర్టికులర్ మజిల్ మీద మనకి ఎక్సెస్ ప్రెషర్ అనేది పడుతుంది లైట్ పెయిన్ అనేది వస్తుంది ఆ పెయిన్ వచ్చినప్పుడు మనం హ్యాపీ ఫీల్ అవుతుంటాం నాకు ఇంకా కావాలి పెయిన్ ఇంకా ఆ పెయిన్ ఏంటి అంటే హ్యాపీ పెయిన్ అనమాట సో అట్లాంటి పెయిన్ అనేది వచ్చినప్పుడు మనకు జనరేట్ అయ్యే హార్మోన్ ఏంటి అంటే కనుక హైడ్రోఫిన్స్ సో ఈ హైడ్రోఫిన్స్ ఏం చేస్తుందంటే కనుక మనకి ఎక్కువ ఆనందాన్ని రావడానికి దీనికి యూజ్ అవుతుంది అది ఎట్లాగో జనరేట్ అవుతుందంటే కనుక కనీసం ఎప్పుడైతే మనం ఒక ముప్పై నిమిషాల పాటు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటామో ఆ టైంలో ఈ ఎడ్రోఫిన్ అనేటువంటి హార్మోన్ జనరేట్ అవుతుంది సో ప్రతి ఒక్క రోజు మనము ఈ హార్మోన్ జనరేట్ అవుతూ ఉండడానికి మనం ప్రతిరోజు ఒక ముప్పై నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తున్నాం అంటే చాలు అండ్ దీంతో పాటు ఇంకా మనకి ఎప్పుడు వస్తుంది అంటే కనుక ఎక్కువ మనకి నచ్చినటువంటి బుక్స్ చదువుతుండే లేదా ఎక్కువ మనం వేరే వాళ్ళతో మాట్లాడుతుండే ఆ టైంలో మనకి ఎండ్రోఫిన్ అనే హార్మోన్ జనరేట్ అవుతుంది అసలు సిమ్టమ్స్ ఏంటి ఎండ్రోఫిన్ అనేది మనకి తగ్గిపోయింది అంటానికి అంటే చాలా మందికి బ్యాక్ పెయిన్ వస్తుంది సివియర్ గా బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ వస్తుంటుంది దాని మీనింగ్ ఏంటి అంటే కనుక ఎండ్రోఫిన్ అనేది తగ్గిపోయింది అండ్ దీంతో పాటు చాలా మందికి మైగ్రేన్ హెడేక్ వస్తూ ఉంటాము అండ్ uh, ఏదైనా మెడికేషన్ తీసుకున్నా సరే పెయిన్ అనేది తగ్గడానికి మెడిసిన్ తీసుకున్నా సరే ఆ మెడిసిన్ పని చేయకుండా ఉంటుంది ఎంత డోసేజ్ పెంచినా సరే అండ్ త్వరగా సెన్సిటివ్ అయిపోతూ ఉంటాం అంటే చిన్న చిన్న వాటికి కూడా చాలా బాధపడుతూ ఉంటాం అండ్ కొంచెం లైట్ చూసినా సరే కొంచెం సౌండ్ విన్నా సరే మనకి చాలా హెడేక్ లాగా వచ్చేస్తూ ఉంటుంది అండ్ త్వరగా డిప్రెషన్ అయిపోతూ ఉంటాము అండ్ ఏదైనా సరే చిన్న పనిలో మనకి నచ్చదు జరిగినా సరే వెంటనే ఆ కళ్ళ నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి అండ్ రాంగ్ హ్యాబిట్స్కి ఎక్కువ రీచ్ అవుతూ ఉంటాం సో వీటన్నిటికీ కారణం ఏంటి అంటే కనుక మనకి ఎడ్రోఫిన్ అనేది తగ్గిపోతుంది అని అర్థం సో దీన్ని మనము బ్యాలెన్స్ చేసుకోవడానికి చేయాల్సిన పని ఏంటి అంటే కనుక మనము ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటాం ఇంకా మేజర్గా మనకి ఎఫెక్ట్ అయ్యేది ఏంటి అంటే కనుక ఎక్కువ బద్ధకంగా అయిపోతూ ఉంటాం ఎంతసేపు కొనుక్కుందాము రెస్ట్ తీసుకుందాము ఇట్లాగా నైట్ టైం నిద్ర పట్టకపోవడం మన షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ అవుతూ ఉంటాం మన ఇంట్రెస్ట్ అయిన అనేది అన్హెల్దీగా అయిపోయి మన విల్లై ప్రాపర్గా పనిచేయకుండా ఉంటాం బికాస్ విల్లై ఎందుకు పనిచేయదు మైక్రో బ్యాలెన్స్ అనేది హెల్దీగా ఉండవు కాబట్టి అండ్ మన నర్వస్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అయ్యి మనకి ఎక్కువ స్పైనల్ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాము and physical tension mental stress అనేది ఎక్కువ జరుగుతూ ఉంటాం సో ఇలాంటివి వస్తూ ఉంటాయి అనమాట సో దీన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారంటే మనకి మేజర్గా మనం చెక్ చేసుకోవాల్సింది బ్యాలెన్స్ చేసుకోవాల్సింది మినిమం అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది మనం చేయడం అండ్ నెక్స్ట్ డోపమైన్ అసలు డొపమైన్ అనేది ఏంటి అంటే కనుక మనకు ఎప్పుడైతే మనం ఒక పని చేస్తున్నాం ఆ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత little bit of appreciation so నువ్వు బాగా వర్క్ చేశావు నువ్వు చాలా బాగా కంప్లీట్ చేశావు ఇలాంటివి చెప్తూ ఉంటారు సో ఇలాంటి ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో అప్పుడు మనకి డొపమైన్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది అండ్ మనకి మనం అప్రిషియేషన్ చేసుకుంటాం చాలా బాగా చేసాము అనేసి ఆ టైంలో కూడా ఈ డొపమైన్ అనేది బాగా జనరేట్ అవుతుంది అనమాట ఎప్పుడైతే ఈ డొపమైన్ అనేది జనరేట్ అవుతుందో ఉంటుందో ఆ టైంలో మనకి చాలా బెస్ట్ గా కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేది వస్తూ ఉంటాం ఇలా జరుగుతూ ఉంటుంది అండ్ uh, దీన్ని చెక్ చేసుకుంటే కనుక ఎలాగ వస్తుంది మనం ఒక వాచ్ కొనుక్కున్నాము ఒక బైక్ కొన్నాము లేదంటే ఒక మొబైల్ కొనుక్కున్నాము సో ఆ టైంలో చాలా బాగుంది అండ్ uh, మంచి తీసుకున్నావు అని చెప్పి చాలా మంది ఎంకరేజ్ చేస్తారు అట్లాంటి టైంలో కూడా మనకి డబ్బు అనేది జనరేట్ అవుతూ ఉంటుంది సో దీంట్లో చాలా మందికి ఏంటి అంటే ఎక్కువగా చూసుకుంటే లేడీస్ కి ఈ డోపమైన్ అనేది రిలీజ్ అవ్వక వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ కి ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకంటే కనుక ఇంట్లో చాలా పని చేస్తారు కానీ వాళ్ళకి ఎటువంటి అప్రిషియేషన్ అనేది ఉండదు సో అట్లాంటి టైంలో వాళ్ళకి డోపమైన్ అనేది జనరేట్ అవుతుంది అనమాట సో ఎప్పుడైతే చిన్న మనకి నచ్చింది లేదు వాళ్ళు బాగా ఉన్నారు దానికి చిన్న అప్రిషియేషన్ మనం ఎప్పుడైతే ఇస్తామో ఆ టైంలో వచ్చేటువంటి హ్యాపీనెస్ కి డొపమైన్ అనేది జనరేట్ అవుతుంది సో ఇది మనం చెక్ చేసుకోవాలి ఎప్పుడైతే మనకి డెపమైన్ అనేది సరిగ్గా మనకి జనరేట్ అవ్వటం లేదు డెఫిషియన్సీ వస్తుంది అని మనం ఎట్లా చెక్ చేసుకోవచ్చు అంటే కనుక త్వరగా నీరసంగా అయిపోతూ ఉంటాం బద్ధకంగా అయిపోతూ ఉంటాం ప్రతి దానికి డిప్రెషన్ అయిపోతూ ఉంటాం అండ్ ఏదైనా పని చేయాలన్నా సరే మనకి మోటివేషన్ కాదు ఎందుకు ఏదైనా పని చేయడానికి దానికి అక్కడ నాకు ఎప్రిషియేషన్ కావాలని చెప్పి ఒక హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఉంటుంది ఆ ఎప్రిషియేషన్ రానప్పుడు మోటివేషన్ అనేది ఉండదు అండ్ ఏదైనా పని చేయడానికి త్వరగా దాని మీద ఫోకస్ అనేది వెళ్ళదు అనమాట అండ్ ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి కూడా ఉండవు అండ్ uh, ఏదైనా పని చేద్దాము అంటే కనుక దానికి గుర్తుండవు పార్కిన్సన్ డిజార్డర్ అంటారు అంటే ఏదన్నా గుర్తుండాలి అంటే కనుక మన బ్రెయిన్ అనేది హెల్దీగా ఉండాలి డొప్పైన్ అనేది రిలీజ్ ఈ పార్కిన్సన్ డిజార్డర్ అనేది రాకుండా ఉంటుంది సో ఈ అన్ని కారణాలు సో దీన్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి అండ్ uh, ఇంకా ఎక్కువగా మనకి వస్తుంది ఆ టైంలో ఏంటి అంటే కనుక మనం బరువు తగ్గాలని ట్రై చేస్తూ ఉంటాం బట్ వెయిట్ లాస్ అవ్వం అండ్ త్వరగా ఆ బ్రెయిన్ అనేది ఎట్లాగా అంటే క్లమ్జీగా అయిపోతూ ఉంటుంది అంటే ఏమీ అర్థం కాదు కాసేపు సో అట్లాంటివి వస్తూ ఉంటాము ఎక్కువగా ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటారు ఇలాగా డొపమైన్ అనేది తగ్గిపోయినప్పుడు జంక్ ఫుడ్ ఎక్కువ తింటూ ఉంటాము ఆల్కహాల్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటూ ఉంటాము అండ్ డ్రగ్స్కి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాము స్మోకింగ్ ఎక్కువ చేస్తూ ఉంటాము ఇట్లాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట సో దీన్ని మనం చెక్ చేసుకుంటూ ఉంటారు అండ్ అసలు డొపమైన తగ్గడానికి మేజర్ కారణం ఏంటి అంటే కనుక మన స్టమక్ యాసిడ్స్ అనేది ప్రాపర్గా రిలీజ్ అవుతూ ఉంటాం మనం ఎక్కువ బద్ధకంగా ఉంటూ ఉంటాము అండ్ దాని తర్వాత మనకి బాడీకి కావాల్సినటువంటి వైటమిన్ డి కావచ్చు వైటమిన్ సి కావచ్చు మెగ్నీషియం కావచ్చు అండ్ జింక్ కావచ్చు బుల్లెట్ కావచ్చు అండ్ వైటమిన్ బి సిక్స్ కావచ్చు అండ్ ఇలాంటి ఎప్పుడైతే మనకి అందటం లేదో ఆ టైంలో ఎక్కువ డొక్యుమెంట్ డెఫిషియన్సీ అనేది మనకు వస్తూ ఉంటుంది సో దీన్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి సెరిటల్ హార్మోన్ ఈ సెరిటల్ హార్మోన్ వచ్చేసి ఏంటి అంటే కనుక మనం ఏదైనా బెనిఫిట్స్ తీసుకుంటూ ఉన్నాం సో ఆ టైంలో మనకి ఎక్కువ సెరిటల్ అనేది వస్తుంది ఇది ఎట్లాగా అంటే కనుక ఎక్కువగా ఎప్పుడైతే సోషలైజేషన్ అవుతూ ఉన్నామో మనం సో వేరే వాళ్ళతోటి సోషలైజ్ అవుతూ ఉన్నాము వేరే వాళ్ళకి మనం ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తూ ఉన్నాం మన ద్వారా ఒకళ్ళకి హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఆ టైంలో మనకి ఏమీ రాదు కానీ ఆ టైంలో మనకి హ్యాపీనెస్ వస్తూ ఉంటుంది ఇప్పుడు ఒకళ్ళకి మంచి చేశాము ఒకళ్ళు బాధపడుతున్నారు వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళకి మనం చెప్తున్నాం లేదు రోడ్ మీద వెళ్ళే వాళ్ళకి మనం ఎప్పుడన్నా వాళ్ళ శారీ కింద పడుతుంది అని పడుతుందని లో ఇలా మనం చెప్పగానే మన లోపల ఒక హ్యాపీనెస్ వస్తూ ఉంటుంది సో అది కారణం ఏంటి అంటే కనుక ఈ సెరిటన్ హార్మోన్ అనేది జనరేట్ అవడం ద్వారా సో మన ద్వారా వేరే వాళ్ళకి మంచి జరిగింది అని ఎప్పుడైతే చేస్తూ ఉంటాం అట్లా చిన్న చిన్న పనులు ఆ టైంలో ఈ హార్మోన్ అనేది జనరేట్ అవుతుంటుంది అనమాట ఇది ఎట్లాగా వస్తుంది అంటే సోషలైజేషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది అండ్ uh, దీ ఇది ఎప్పుడైతే తగ్గడానికి తగ్గిందని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే కనుక త్వరగా మూడ్ స్వింగ్స్ వస్తూ ఉంటాయి అండ్ uh, దీంతో పాటు స్లీపింగ్ స్లీప్ uh, సరిగ్గా లేకపోతూ ఉంటాము అండ్ ఏదో జరిగిపోయింది అన్నట్టుగా మనం ఒక ఫోబియాలో ఉంటూ ఉంటాము అండ్ ఎక్కువ బాడీ పెయిన్స్ అనేది వస్తూ ఉంటాము అండ్ గ్యాస్ట్రో ఇంట్రెస్ట్ అనేది అన్హెల్తీగా ఉంటాం అంటే ప్రాపర్ గా డైజెషన్ లేకుండా ఉండటం అండ్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అలా తీసుకోవాలి అంటే కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువ తీసుకుంటానికి చూస్తూ ఉంటాము అండ్ మెనిస్ట్రేషన్ సైకిల్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటాం ఇట్లాంటివి వస్తూ ఉంటాయి అనమాట సో దీన్ని మనం చెక్ చేసుకోవాలి ఇట్లాంటివి ఎప్పుడైతే వస్తున్నాయో మనం కొంచెం సోషలైజేషన్ అయ్యి కొంచెం సోషల్ యాక్టివిటీలో కొంచెం మనం పాల్గొంటే ఆ టైంలో మనకి సెరటోన్ అనేది బాగా జనరేట్ అవుతూ ఉంటుంది సో దీన్ని మనం చెక్ చేసుకోవాలి అండ్ అసలు ఇది చేసేటువంటి పని ఏంటి అనేది మనం చూసుకుంటే కనుక మన బ్రెయిన్ దాంట్లో మన మూడ్ అనేది మూడ్ స్వింగ్స్ అవ్వకుండా ఒకటే బ్యాలెన్స్ గా హెల్దీ మూడ్ అనేది మైండ్ మెయింటైన్ చేయడానికి ఎక్కువ భయపడకుండా ఉంటూ ఎక్కువ యాంగ్జైటీ లేకుండా ఉండడానికి అండ్ ఏదైనా చదువుకుందాం నేర్చుకుందాం అనే కాన్సన్ట్రేషన్ అనేది మనం మెయింటైన్ చేసుకోవడానికి అండ్ ఏదైనా పని చేయడానికి మనకి ఒక క్లారిటీ అనేది మనకి ఉంటూ ఉంటుంది సో ఇలాంటిది మన బ్రెయిన్లో జనరేట్ అవుతూ ఉంటుంది అండ్ మన ఇండస్ట్రియల్ ప్రకారంగా చూసుకుంటే కనుక ఏదైనా మనం ఫుడ్ తీసుకుంటున్నాం ఆ సాటిస్ఫాక్షన్ అనేది జరుగుతుండడానికి ఫుడ్ క్రేవింగ్స్ అనేది లేకుండా ఉంటాము అండ్ మన డైజెషన్ అనేది హెల్దీగా ఉండడం కోసం మనం తీసుకున్నటువంటి ఫుడ్ లో ఏదైతే న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయో ఆ న్యూట్రిషన్ వాల్యూస్ అనేది మనకి అబ్జర్వ్ అవుతూ ఉంటానికి అండ్ మనం పెరిస్టలెస్ అంటే ఏంటంటే మన ఇంటెస్టైన్ ఉంటుంది కదా మన ఇంటెస్టైన్ అనేది హెల్దీగా పనిచేస్తూ ఉండడానికి పని పనిచేయడాన్ని పెరిస్టాలసిస్ అని చెప్పి అంటారు సో దీన్ని ఇవి ప్రాపర్ గా చేయడానికి మనకి సెరెటన్ హార్మోన్ అనేది యూజ్ అవుతుంటుంది అన్నమాట అండ్ ఆక్సిటోసిన్ ఆక్సిటోసిన్ అనేది ఏంటి అంటే మనం ఎప్పుడైతే వేరే వాళ్ళతో కలుస్తున్నాం సోషలైజేషన్ ఎక్కువ ఉంటాం ఈ సోషలైజేషన్ అవుతూ ఉండేటప్పుడు ఈ ఆక్సిటేషన్ అనేది జనరేట్ అవుతుంది ఇది కూడా ఒక హ్యాపీ హార్మోన్ సో ఎప్పుడు మనం వచ్చిన స్కూల్ ఫ్రెండ్స్ ని కలిసాము లేదంటే కాలేజ్ ఫ్రెండ్స్ ని కలిసాము సో లేదు మన రిలేటివ్స్ ని కలిసి కలిసాము సో ఆ టైంలో హ్యాపీగా మాట్లాడుతూ ఉండేటప్పుడు ఈ ఆక్సిడేషన్ అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా ఎక్కువగా ఆ ఆక్సిడేషన్ అనేది ఇప్పుడు మన బెస్ట్ ఫ్రెండ్స్ ని కలుస్తుంటాం ఆ టైంలో కొంచెం హక్ చేసుకోవడము అండ్ ఎక్కువగా క్లోజ్ గా షేక్ హ్యాండ్ అనేది తీయటము సో ఇట్లాంటి టైంలో మనకి ఈ ఆక్సిడేషన్ హార్మోన్ బాగా జనరేట్ అవుతుంటుంది అనమాట సో దీనికి ఇది ఎప్పుడైతే మనకి ప్రాపర్ ఆక్సిడేషన్ ప్రాపర్ గా లేదు అంటే సోషలైజేషన్ ఎక్కువ అవ్వట్లేదు మనం ఆ టైంలో ఏమవుతుందంటే మన మెంటల్ బిహేవియర్ అనేది తగ్గిపోతూ ఉంటాం అండ్ మన బాండింగ్ అనేది తగ్గిపోతూ ఉంటాం అండ్ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అనేది వస్తూ ఉంటాము అండ్ మనం ఇలాగ ఉంటాం అదే మనం ఆక్సిడోజన్ అనేది ప్రాపర్ గా రిలీజ్ అయింది సో ఇవన్నీ బాగుంటాయి అండ్ అదే ఎమోషనల్ ప్రకారంగా చూసుకుంటే కనుక మనం మూడ్ అనేది పాజిటివ్ మూడ్ అనేది ఉంటుంది అండ్ ప్రతి దానికి యాంగ్షియస్ గా ఉంటాం అంటే ఏదైనా పని చేద్దాం ఇట్లాగా అండ్ అదే మనం కాగ్నేటివ్ దాని ప్రకారంగా చూసుకుంటే కనుక మనం ఎవరైనా కలిస్తాము ఎక్కువగా ఎక్కువ మందిని కలుస్తూ ఉన్నప్పుడు ఏంటి అంటే కనుక ఈ అప్లికేషన్ జనరేట్ అవడం ద్వారా మనం ఎక్కువ మంది అంటే సోషలైజేషన్ దానికి మెమరీ ఎక్కువ అవుతుంది ఎక్కువ మంది పేర్లు గుర్తించుకోవడం ఇట్లా అండ్ ఇలాంటి ఆటో రెగ్యులేషన్ అంటే మనకి ప్రెగ్నెన్సీ టైం ఉంది సో ఆ టైంలో కనుక మనం ఎక్కువ సోషలైజేషన్ అవుతూ ఉన్నాం మనకు నచ్చిన వాళ్ళతో ఎక్కువ ఉంటూ ఉన్నాం సో ఆ టైంలో ఏమవుతుందంటే ఈ ఆక్సిటోసిన్ రిలీజ్ అవడం ద్వారా బర్త్ ah, అనేది హెల్దీగా డెలివరీ ah, అనేది హెల్దీగా జరుపుకుంటాము సో ఇలాగా ఉంటుందన్నమాట సో వీటిని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఓకే అండ్ ah, ఇది ఎప్పుడైతే ఆక్సిటోసిన్ అనేది హెల్దీగా ఉంటుందో ఆ టైంలో మన ఫుడ్ అనేది మన బాడీకి ఎంతైతే కావాలో అంతే తీసుకుంటూ ఉంటాం అండ్ మనకి ఎనర్జీ ఏదైతే ఉంటుందో మన బాడీకి ఎంత కావాలి అండ్ మన బాడీ స్టోరేజ్ ఎంత కావాలి ఇది ఇది కూడా మనం చెక్ చేసుకుంటూ ఉంటుంది అండ్ లిపిడ్ ఏదైతే ఉంటుందో ఆ లిపిడ్ లిపోలిసిస్ అనేది జరిగి మన బాడీలో లిపిడ్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది మెయింటైన్ చేయకుండా ఉండడానికి కూడా ఈ ఆక్సిటోసిన్ అనేది యూజ్ అవుతుంది సో ఎప్పుడైతే ఆక్సిటోసిన్ ప్రాపర్ గా ఉంటూ ఉంటుందో ఆ టైంలో మనం హెల్దీ బాడీ వెయిట్ ని అండ్ హెల్దీ ఫ్యాట్ ని మనం బాడీ మెయింటైన్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతూ ఉంటుంది అండ్ దీంతో పాటుగా మన ఇన్సులిన్ ఏదైతే ఉంటుందో ఇన్సులిన్ జనరేషన్ అనేది ప్రాపర్ గా జనరేట్ అవుతూ ఉంటాము అండ్ దీని ద్వారా బ్లడ్ లో గ్లూకోజ్ ఫ్లక్చుయేషన్స్ అవ్వకుండా ఉండటం జరుగుతుంది సో దీనివల్ల మళ్ళీ మనకి ఉండేది ఏంటి హెల్దీ బాడీ వెయిట్ అండ్ దీంతో పాటు ఆక్సిపేషన్ ఎప్పుడైతే మనకి గా జనరేట్ అవుతుందో మనకి కార్పిసాల్ అనేటువంటి హార్మోన్ ఉంటుంది ఉంటుందన్నమాట సో కార్పిసాల్ అనేది ఏం చేస్తుంది మన బాడీలో ఉన్నటువంటి వేస్టేజ్ ని బయటికి ఫ్లష్ అవుట్ చేయడము అండ్ ఇంటెస్టైన్ uh, లో ఉన్నటువంటి ఫుడ్ ని డైజెషన్ చేసి మళ్ళీ అబ్జార్ప్షన్ చేసుకోవడం జరుగుతుంది అది కార్పిసాల్ అనేది మళ్ళీ ఎప్పుడు జనరేట్ అవుతుంది నైట్ టైం ఆ నిద్ర లెగ్సిన తర్వాత మనకి వస్తుంది అది నిద్రలు పోవడానికి ఏది కారణము ఇది మనం కమింగ్ చెప్తాము అండ్ uh, దీంతో పాటుగా మనకి పీసీఓఎస్ అంటే ఏదైతే మనకి హార్మోన్ ఇంబ్యాలెన్సింగ్ జరుగుతుంది సో ఆ టైంలో మేజర్ గా ఎఫెక్ట్ అయ్యేది ఏంటి లేడీస్ కి పీసీఓడి అనేది వస్తూ ఉంటుంది సో పీసీఓఎస్ అంటే ఏంటి అంటే polycystic ovary syndrome or polycystic ovary disease so syndrome అనే దానికి డిసీజ్ దానికి చాలా డిఫరెన్స్ ఉంది సో సిండ్రోమ్ వచ్చేసి ఏంటి అంటే కనుక మనకి లేడీస్ లో రీప్రొడక్షన్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది డిసార్డర్ అవటం ద్వారా ఎలాగా అంటే కనుక ఏదైతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరుగుతుందో ఈ ఓవరీస్ లోపల సిస్టమ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది సో దానివల్ల వాళ్ళకి ఎక్కువగా ఇన్ఫర్టిలిటీ అనేది అవుతూ ఉంటుంది జరుగుతూ ఉంటుంది అండ్ ఒకసారి పీసీఓఎస్ అనేది వచ్చింది సో వాళ్ళు ఎప్పుడైతే గా బ్యాలెన్సింగ్ చేసుకోవట్లేదో సో ఆ టైంలో ఇది లైఫ్ లైఫ్ అండ్ కాంప్లికేషన్స్ మనకి తీసుకొస్తూ ఉంటుంది అనమాట ఎట్లాగా అంటే మనకి ఎక్కువ యాంగ్జైటీ అయిపోతూ ఉంటాము అండ్ డిప్రెషన్ ఎక్కువ వస్తూ ఉంటాము దీంతో పాటుగా ఒబెసిటీ ఎక్కువ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అండ్ ఎండ్రోమెటరల్ క్యాన్సర్స్ అంటే జెనిటల్ um, క్యాన్సర్స్ అనేది రావడానికి అండ్ టైప్ టు డయాబెటీస్ అనేది వస్తూ ఉండడానికి అండ్ లివర్ లివర్ ఇన్ఫ్లమేషన్స్ అవ్వడానికి అండ్ నెక్స్ట్ కార్డియోవాస్కర్ డిసీజ్ అనేది వస్తూ ఉండడానికి మనకి ఈ లేడీస్కి కి పిసిఓఎస్ వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట అండ్ uh, దీంట్లో చూసుకుంటే ఎక్కువ మంది ప్రతి పది మందిలో ఒకళ్ళకి ఈ పీసీఓఎస్ కంప్లైంట్ అనేది వస్తుంది because wrong life style so ఎప్పుడైతే మనం సరిగ్గా ఫుడ్ తీసుకోవట్లేదు విజువల్ ఫ్యాట్ అనేది ఎక్కువగా పెట్టుకుంటున్నాం ఆ టైంలో ఇది వస్తుంటుంది అనమాట సో మేజర్ మేజర్గా ఎఫెక్ట్ అయ్యేది ఏంటి అంటే కదా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది వస్తూ ఉంటాము అండ్ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటాము అండ్ ఎక్కువ స్కిన్ అనేది పాడైపోతుంది యాక్టివ్ అంటారు కదా సో అట్లాగా స్కిన్ అనేది పాడైపోతూ ఉంటాము అండ్ uh, చిన్న చిన్న సిస్ట్ అనేది ఓవరీస్ లో ఎక్కువ ఎక్కువ అయిపోతూ ఉంటుంది ఇలా జరుగుతూ ఉంటుంది అండ్ దీంతో పాటుగా ఎక్కువ డిప్రెషన్ కి రావడం యాంగ్జైటీ అనేది వస్తూ ఉంటాం త్వరగా బరువు అనేది పెరిగిపోతూ ఉంటాం అన్హెల్దీగా ఫ్యాట్ అనేది పెరుగుతూ ఉంటుంది సో ఇలాగా మనకి వస్తూ ఉంటుంది అనమాట అండ్ దీన్ని మనం చెక్ చేసుకోవాల్సింది ఎట్లాగా అండ్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఏంటి అని చూసుకుంటే type two diabetes heart pressure అనేది బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ అయిపోతుంది హార్ట్ హార్ట్ రిలేటెడ్ డిసీజ్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటాం బాడీలో ఫ్యాట్ అనేది ఎక్కువ అవుతుంది ఈ ఫ్యాట్ ఎక్కువ అవడం ద్వారా మళ్ళీ వాళ్ళ బోన్స్ అనేది జాయింట్స్ అనేది స్వెల్లింగ్ వస్తూ ఉంటాము అండ్ బోన్స్ అనేది వీక్ అవుతూ ఉంటాం అండ్ డిప్రెషన్ ఎక్కువ లోన్ అవుతూ ఉంటాం ఇలాంటివి జరుగుతూ ఉంటూ ఉంటాయి సో దీన్ని మనం ఎట్లాగా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే కనుక మనకు ఉన్నటువంటి ఇన్సులిన్ దీని వల్ల అసలు ఎందుకు వస్తుంది అంటే కనుక మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ అయిపోవటం ద్వారా లివర్ ఇన్ఫ్లమేషన్ అయిపోతూ ఉండటం ద్వారా మనకి ఈ పీసీఓఎస్ ప్రాబ్లం అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది అండ్ దీన్ని ఎప్పుడైతే మనం లివర్ ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవడము ఇన్సులిన్ అనేది ప్రాపర్ గా జనరేట్ అయ్యేలా చూసుకుంటూ ఉంటామో ఆ టైంలో దీన్ని మనం తగ్గించుకోవచ్చు అండ్ దీంతో పాటుగా మనకి ఎక్కువగా టెస్టోస్ట్రాన్ అనేది రిలీజ్ అవుతుంది ఉంది లేడీస్ సో ఆ టైంలో కూడా మనకి లేడీస్ కి పీసీఓఎస్ ప్రాబ్లం వచ్చేటువంటి సింటమ్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి అండ్ దీన్ని మనం చెక్ చేసుకుంటూ ఉంటాం అండ్ ది అసలు ఎట్లాగా వస్తుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎట్లాగా వస్తుంది అంటే కనుక మనకి ఎప్పుడైతే విజువల్ ఫ్యాట్ అనేది ఎక్కువ అవుతుంది అంటే ఎప్టమినల్ ఫ్యాట్ అనేది ఎక్కువ అయిపోతుంది అండ్ మనం ఎక్సర్సైజ్ అనేది ప్రాపర్ గా చేయట్లేదు మినిమం అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇవ్వట్లేదు బాడీకి and night time quality sleep అనేది మనకి ప్రొడ్యూస్ అవటం లేదు అండ్ కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉన్నాము అండ్ ఎక్కువ ఎక్కువగా మనము వీక్ అవుతూ ఉంటాము అండ్ దానికి మనం ఎక్కువ మెడికేషన్ యూజ్ చేయడం ద్వారా లివర్ ఇన్ఫ్లమేషన్ జరగడం బాడీ ఇన్ఫ్లమేషన్ జరుగుతుంటాం అండ్ దీనివల్ల మనకి ఇన్సులిన్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట అండ్ మనకి జెనెటిక్స్ ద్వారా కొంచెం ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయో దాని వల్ల కూడా అండ్ ఇన్సులిన్ రెసిస్టెంట్ దాని వల్ల మనకి ఎక్కువగా టెస్టోస్ట్రాన్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటాము అండ్ దీని ద్వారా మనకి పీసీఓఎస్ ప్రాబ్లం అనేది రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది ఓకే సో దీన్ని మనం చెక్ చేసుకుంటూ ఉంటారు అసలు పీసీఓఎస్ ఉన్నప్పుడు ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ అవుతూ ఉంటుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వచ్చినప్పుడు మనకి సెక్షువల్ హార్మోన్స్ అనేది తగ్గిపోతూ ఉంటాం అండ్ సెక్షువల్ హార్మోన్స్ అనేది తగ్గినప్పుడు మళ్ళీ ఆటోమేటిక్ గా పీసీఓఎస్ అనేది ఎక్కువ అవుతూ ఉంటాం జరుగుతుంది ఇది ఒక సైకిల్ దీన్ని మనం బ్రేక్ చేయాలి ఎట్లాగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గించుకుంటూ ఉండడానికి మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఓకే అండ్ uh, దీంట్లో అసలు పీసీఓఎస్ ఓవరీస్ నుంచి మనకు వచ్చేటువంటిది ఏంటి అంటే ఈస్ట్రోజన్ అనేటువంటి హార్మోన్ సో ఈస్ట్రోజన్ అనేటువంటిది లేడీస్ కి సంబంధించినటువంటి హార్మోన్ అండ్ ఎడ్రోజన్స్ అనేది ఆ టెస్ట్రోజన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంటుంది సో ఈ రెండు టైప్స్ ఆఫ్ హార్మోన్ అనేది మనకి ఓవరీస్ ద్వారా వస్తుంది ఎప్పుడైతే ఈ ఎడ్రోజిన్ అనేటువంటి హార్మోన్ ఎక్కువ అయిపోతూ ఉంటుందో ఆ టైంలో ఈ పీసీఓడి ఆర్ మనకి వస్తూ ఉంటుంది అనమాట ఇది ఏంటి అంటే కనుక డిజార్డర్ సో దాన్ని మనం చెక్ చేసుకోవాలి ఎప్పుడైతే ఈ పిసిఓఎస్ అనేది వస్తూ ఉంటుందో మనకి స్కిన్ అనేది స్కిన్ ట్యాక్స్ అంటే కురిపీరులో వస్తూ ఉంటాము అండ్ స్కిన్ అనేది బ్లాక్ అయిపోతూ ఉండడం జరుగుతూ ఉంటుంది అండ్ దీంతో పాటుగా టైప్ టూ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ సో దీన్ని మనం చెక్ చేసుకోవాలి అండ్ షార్ట్ టర్మ్ ప్రకారం చూసుకుంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది రావడం హెయిర్ గ్రోత్ అనేది వస్తూ ఉంటాం అండ్ యాక్మీ uh, అనేది రావడం ఇన్ఫెర్టిలిటీ సైకలాజికల్ డిజార్డర్ అంటే దేని మీద వెంటనే మూడ్ స్వింగ్స్ వస్తూ ఉంటాం దేని మీద కాన్సన్ట్రేషన్ లేకపోతూ ఉంటాం అండ్ ఆ బ్రెయిన్ అనేది గా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ లేకపోవడం ఆలోచన పరిజ్ఞానం లేకపోవడం జరుగుతుంది అనమాట అండ్ మేజర్ uh, గా చూసుకుంటే ఎక్కువగా ఎవరికైతే పీసీఓడి కంప్లైంట్ ఉంటుందో సో వాళ్ళు ఒబెసిటీకి వెళ్ళిపోతూ ఉంటారు సో వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఫస్ట్ టైం వైస్ అనేది కంట్రోల్లో రావాలి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించుకోవడానికి ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి ఓకే సో దీన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి అండ్ వెయిట్ లాస్ వెయిట్ దాని ప్రకారం చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు మనకి ఓవర్ వెయిట్ లో ఉంటారు అండ్ కొంతమంది సన్నగా కూడా ఉంటారు బట్ uh, వాళ్ళ లాంగ్ టర్మ్ దాంట్లో చూసుకుంటే కనుక ఎక్కువ హెల్త్ రిస్క్స్ అనేవి వస్తూ ఉంటాయి సో హార్ట్ హార్ట్ ఎన్ఆర్ ఉంటాము లివర్ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతూ ఉంటాం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయ్యి ఎక్కువ టైం టు డయాబెటీస్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటూ ఉంటుంది అనమాట అండ్ దీన్ని మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే కనుక మనం తీసుకునేటువంటి ఫుడ్ లో ఎక్కువ చైనీస్ అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి అండ్ ఎప్పుడైతే మనం ఎక్కువ చైనీస్ మనం చేస్తూ ఉంటాం అంటే ఫైబర్ కంటెంట్ ఫుడ్ యాడ్ చేసుకోవడం right time of nutrition values మనం తీసుకుంటూ ఉంటాము సో ఆ టైంలో మనం ఎంతైతే బాడీకి కావాలో అంతే తీసుకుంటాం ఎక్కువ తీసుకోం సో దానివల్ల మనము వెయిట్ అనేది పెరగకుండా మనము బ్యాలెన్స్ చేసుకోవడానికి ఫస్ట్ మనకి యూజ్ అవుతూ ఉంటుంది అండ్ దీంతో పాటు మనకు కావాల్సింది బ్యాలెన్స్ న్యూట్రిషన్ అనేది మనం ఎక్కడ తీసుకుంటూ ఉంటాము సో ఆ టైంలో మనం హెల్దీగా ఉంటూ ఉంటాం అండ్ వీటితో పాటుగా కొన్ని హార్మోన్స్ ఇవ్వట్లేదు అండ్ వీటితో పాటుగా మనకి మేజర్ గా ఎఫెక్ట్ అయ్యేది యూజ్ అయ్యేది ఏంటి అంటే కనుక సొమెటోట్రోపిన్ అనేటువంటి హార్మోన్ వస్తూ ఉంటుంది సో ఇదేం చేస్తుంది అంటే కనుక ఇది మన పిట్యూటరీ గ్లాండ్ నుంచి వస్తూ ఉంటుంది అనమాట సో ఇదేం చేస్తుందంటే మన బాడీకి గ్రోత్ హార్మోన్స్ మనకి ఏదైతే సెల్స్ ఉంటాయో సెల్స్ ప్రతిరోజు చనిపోతూ ఉంటాయి సో ఈ చనిపోయినటువంటి సెల్స్ మళ్ళీ రీజనరేట్ అవ్వాలన్న అండ్ జనరేట్ అయినటువంటి సెల్స్ మళ్ళీ గ్రోత్ అవ్వాలన్నా మనకి ఈ సొమాటో సొమాటోట్రోపిన్ అనేటువంటి హార్మోన్ జనరేట్ అవుతూ ఉండాలి సో ఇది ఎప్పుడు ఎప్పుడు జనరేట్ అవుతుందంటే మనం night proper amount of protein మనం ఇచ్చినప్పుడు మాత్రమే ఈ హార్మోన్ జనరేట్ అవుతుంది ఇది జనరేట్ అయిన టైంలో మనకి మెరిటోన్ హార్మోన్ జనరేట్ అవుతుంది మెరిటోన్ అనేది డార్క్ టైంలో మాత్రం డార్క్ ప్లేసెస్ లో మాత్రమే మనకి మెరిటోన్ అనేది హెల్దీ జనరేషన్ అవుతుంది అనమాట సో ఎప్పుడైతే మళ్ళీ లైట్ అనేది మన బాడీ అనేది అన్ని తీసుకుంటుందో సో ఆ టైంలో ఈ మెరిటోన్ హార్మోన్ అనేది ఆగిపోతూ ఉంటుంది సో మెరిటోన్ హార్మోన్ అనేది మనకి ఆ నిద్రకి సంబంధించినటువంటి స్లీప్ కి సంబంధించినటువంటి హార్మోన్ సో మనం నిద్రపోయేటప్పుడే ఎన్నింటికి పడుకోవాలి అండ్ ఎన్నింటికి మళ్ళీ నిద్ర లెగవాలనేది ఇది మరి మెరిటోనిన్ జనరేట్ చేస్తుంది ఒకేసారి అండ్ దీంతో పాటుగా మనకి కార్టిసాల్ అనేటువంటి హార్మోన్ జనరేట్ అవుతుంది సో కార్టిసాల్ ఏం చేస్తుంది నిద్ర లెగిసిన తర్వాత సో ఈ హార్మోన్ అనేది జనరేట్ అవుతుంది ఈ కార్టిసాల్ హార్మోన్ ప్రాపర్గా ఎప్పుడైతే జనరేట్ అవుతుందో మన లో ఉన్నటువంటి వేస్టేజ్ ని క్లీన్ చేయడానికి అండ్ మన లో ఉన్నటువంటి ఫుడ్ ని అబ్జార్బ్ చేసుకోవడానికి మనకి కార్టిసాల్ హార్మోన్ జనరేట్ అవుతుంది అండ్ దీంతో పాటుగా ఎడినోసిల్ అనే హార్మోన్ ఉంది మన బ్రెయిన్ లోపల బ్రెయిన్ లో జనరేట్ అవుతుంది దేనికంటే మన నర్వస్ సిస్టమ్ ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే ఈ నర్వస్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేషన్ జరుగుతుందో ఆ టైంలో మన బ్లూ స్వింగ్ అవ్వకుండా అండ్ ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవడానికి మనకి హెడేక్ రాకుండా ఉండడానికి ఉంటుంది ఎప్పుడైతే ఎడినోసిల్ అనేటువంటి హార్మోన్ జనరేట్ అవ్వట్లేదో ఆ టైంలో ఎక్కువ మనకి హెడేక్ అనేది వస్తూ ఉంటుంది అనమాట ఎవరైతే కాఫీ టీ ఎక్కువ తీసుకుంటుంటారో వాళ్ళకి ఎడినోసిన్ హార్మోన్ అనేది జనరేట్ అవ్వడం ఆగిపోతూ ఉంటుంది సో అది మనకి ఇది హార్మోన్స్ సో ఈ హార్మోన్స్ ని మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి బెస్ట్ గా కావాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మనకి కావాల్సిన ప్రోటీన్ దాని తర్వాత vitamin C vitamin E vitamin B six magnesium zinc ఇవన్నీ మనకు కావాలి సో ఇవన్నీ మనకి ఎక్కడ ఉంటుంది అంటే కనుక first major formula one nutrition shake నుంచి మనకు దొరుకుతుంది ఎప్పుడైతే ఇది ఫార్ములా షేక్ నుంచి మనం తీసుకో ఫార్ములా షేక్ తీసుకుంటామో మనకి వెరీ లో కిలో క్యాలరీస్ తో బెస్ట్ మన ఆర్బీఐ నౌస్ ప్రకారం మన బాడీకి ఏదైతే న్యూట్రిషన్ వాల్యూస్ కావాలో కంప్లీట్ న్యూట్రిషన్ వాల్యూస్ మనకి దొరుకుతూ ఉంటుంది అనమాట అండ్ దీంతో పాటుగా మనకి multi vitamin so twenty three different types of vitamins minerals మనకి మల్టీ వైటమిన్ క్యాప్సూల్ ద్వారా మనకు దొరుకుతూ ఉంటుంది సో ఎలాగా అంటే మనకి seven different colours of foods vegetables నుంచి మనకి న్యూట్రిషన్ వాల్యూస్ కావాలి micro nutrition values vital minerals అంటారు అంటే మనం ఆ ఫ్రూట్స్ నుంచి కట్ చేసిన అడిగిన ఎటువంటి ఏదో వాల్యూస్ పోతూ ఉంటాయో లేదు ఎక్కువ హీట్ అబ్జార్బ్ అయినా సరే ఎటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ ఎఫిషియన్సీ అవుతుందో అలాంటి వైటల్ మినరల్స్ కూడా మనకి మల్టీ వైటమిన్ కాంప్లెక్స్ నుంచి మనకు వస్తూ ఉంటుంది అండ్ uh, దీన్ని మనం ఎప్పుడైతే తీసుకుంటూ ఉంటామో మన బాడీకి కావాల్సినటువంటి కంప్లీట్ న్యూట్రిషన్ వాల్యూస్ మనం ఇస్తాం ఎప్పుడైతే కంప్లీట్ న్యూట్రిషన్ వాల్యూస్ మనకి ఇస్తామో మనం ఆ బాడీకి ఉండేటువంటి చిన్న చిన్న క్రానికల్ డిసార్డర్స్ ఏవైతే ఉంటాయి సో అలాంటివి పోతూ ఉంటాము మన బాడీ ఇంకా హెల్దీగా ఉండడానికి మనకి యూజ్ అవుతూ ఉంటాయి దీంట్లో బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ వాల్యూస్ మనకి వస్తుంటాయి బికాస్ ఫైటో న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి కూడా దీన్ని చుట్టూ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ మనకి ఎప్పుడైతే పీసీఓఎస్ ప్రాబ్లం ఉంది సో ఆ టైంలో మనకి ఆల్ఫా లిపా యాసిడ్ అనేది ఎక్కువ మోతాదు